ఈరోజు నేను చెప్పబోయేటువంటి వెచ్చము శిరస్సును గురించి అవయవ నిర్మాణములన్నింటిలోనూ శిరస్సు ప్రధానమైనటువంటిది శిరస్సు యొక్క ఆకార స్వభావం బట్టి మనిషి యొక్క స్వభావం మనసులో ఉన్నటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు మెదడునందు వివిధ భాగములు కలవు ఒక్కొక్క భాగము ఒక్కొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది శిరస్సులో ఏ భాగం ఉన్నతంగా ఉంటుందో ఆ భాగమునందు మెదడు పెద్దదిగా నుండి దాని యొక్క ధర్మములను తీవ్రంగా నిర్వర్తిస్తుంటుంది ఏ భాగమైతే పల్లంగా ఉంటుందో ఆ భాగం యొక్క మెదడు చిన్నదిగా నుండి తన ధర్మములను సక్రమంగా నిర్వర్తించలేదు